నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కర్ణాటక సర్కార్ను కాపాడేందుకు కొనసాగుతున్న యత్నాలు జేడీఎస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ ఖర్గేను సీఎంను చేద్దామని దేవేగౌడ ప్రతిపాదన తిరుగుబాటు సభ్యుల్ని దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ చర్చలు మంగళవారం సీఎల్పీ సమావేశం క్యాంపు రాజకీయాలకు తెరతీసిన ప్రధాన పార్టీలు అవినీతికి ఆస్కారం లేకుండా తెలంగాణ కొత్త పట్టణ విధానం అధికారులను ఆదేశించిన కేసీఆర్ ముసాయిదాల రూపకల్పనకు మూడు రోజుల గడువు కాళేశ్వరంలో కొనసాగుతున్న గోదావరి పరవళ్లు మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్ కు టీఎంసీ నీరు చేరిక కన్నేపల్లి నుంచి రెండు పంపులతో ఎత్తిపోత ముఖ్యమంత్రిగా తొలిసారి రేపు కడప జిల్లాలో జగన్ పర్యటన రైతు దినోత్సవంలో పాల్గొననున్న సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం లాభదాయక పదవి నుంచి ఆ పోస్టు తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్ కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి అమెరికా నుంచి తిరిగొచ్చిన సీఎం కుమారస్వామి ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు బెంగళూరులో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు తిరుగుబాటు సభ్యులతో రాయబారాలు నేర్పుతున్నారు ప్రస్తుత పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యే కారణమని జేడీఎస్ ఆరోపిస్తుండగా హస్తం నేతలు మాత్రం భాజపానే ఈ సంక్షోభాన్ని సృష్టించిందని దుయ్యబడుతున్నారు మంగళవారం జరిగే శాసనసభాపక్ష భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని లేకుంటే చర్యలు తప్పవని సిద్దరామయ్య సర్క్యులర్ జారీ చేశారు మరోవైపు బెంగళూరు హోటల్స్లో కాంగ్రెస్ భాజపా జేడీఎస్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి కర్ణాటకలో అధికార కూటమి ఎమ్మెల్యేలు రాజీనామాలతో సంక్షోభంలోకి జారుకున్న సంకీర్ణ సర్కార్ను రక్షించుకునేందుకు జేడీఎస్ కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలో అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరుకు చేరుకున్న కుమారస్వామి వెంటనే జేడీఎస్ సభాపక్షంతో తాజ్ వెస్ట్లాండ్ హోటల్లో అత్యవసరంగా భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించిన కుమారస్వామి కాంగ్రెస్ సీనియర్ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు ఇప్పుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు తోడు మరికొందరు కూడా రాజీనామా చేస్తారన్న వార్తల మధ్య అప్రమత్తమైన కాంగ్రెస్ అనుమానాస్పదంగా ఉన్న వారందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది ఈ నెల పన్నెండు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం కాంగ్రెస్ సభాపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎల్పీ నేత సిద్దరామయ్య సర్క్యులర్ జారీ చేశారు ఈ భేటీకి గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అటు కాంగ్రెస్ పెద్దలు కర్ణాటక అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బెంగళూరు బెంగళూరులోనే ఉంటూ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర మంత్రి డీకే శివకుమార్ కేపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే సంప్రదింపుల కోసం ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఏ త్యాగానికైనా సిద్దమని డీకే శివకుమార్ తెలిపారు ఈ పరిస్థితికి భాజపానే కారణమని ఆరోపించిన సిద్దరామయ్య ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇరు పార్టీలకు అత్యంత విశ్వాసపాత్రులైన వారు మంత్రి పదవులు వదులుకుని తిరుగుబాటుదారులకు ఇచ్చే అంశంపై కూడా ఇరు పార్టీల నేతలు సమాలోచనలు చేస్తారని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు BJP is behind all these defections. So it is a operation Kamala ಇದು ಒಂದು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವಕ್ಕೆ ವಿರೋಧಿಯಾದಂಥ ಕ್ರಮ ಯಾವಾಗಲೂ ಜನ ಏನ್ ಮ್ಯಾಂಡೇಟ್ ಕೊಡ್ತಾರೆ ಅದರ ಪ್ರಕಾರ ನಾವು ಪ್ರತಿ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು ನಡ್ಕೋಬೇಕಾಗ್ತದೆ ಅದನ್ನ ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾಡಿದ್ರೆ ಜನ ಅವ್ರಿಗೆ ತಕ್ಕ ಪಾಠ ಕಲಿಸ್ತಾರೆ Everything is fine, don't worry. Government will survive. No threat to the government. అటు ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడుతుంటే స్థానిక నాయకత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధినాయకత్వం ప్రశ్నించినట్లు సమాచారం సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారిగా పేరున్న బైరేటి బసవరాజ్ ఎస్టీ సోమశేఖర్ మునిరత్న రాజీనామాల వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలోనూ హైకమాండ్ ఆరా తీసింది రాజీనామా చేసిన రామలింగారెడ్డి తాను ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నానని కేవలం ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు ప్రభుత్వ వైఖరి కారణంగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు అటు ఈ పరిస్థితి మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యే కారణమని మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలో జరిగిన జేడీఎస్ సభ్యుల భేటీలో ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం సిద్దరామయ్య కాకుండా కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయడానికి తాము సిద్దమని దేవేగౌడ వ్యాఖ్యానించినట్లు సమాచారం అయితే ఈ వార్తలపై స్పందించిన ఖర్గే అవన్నీ ఒట్టి పుకార్లుగా కొట్టి పారేశారు తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెప్పిన ఖర్గే ప్రస్తుత ప్రభుత్వం సజావుగా సాగుతుందని అభిప్రాయపడ్డారు డబ్బు పదవులు ఎరచూపి తమ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేస్తున్నారు చేస్తోందని ఖర్గే దుయ్యబట్టారు If you have got that much of information, I don't know. And I want this alliance government should continue and we want this should go smoothly. These are all flimsy, the informations feeding to the press and just to divide us. అటు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న భాజపా కుదిరితే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది ఈ క్రమంలో రేపు బెంగళూరులో శాసనసభాపక్ష భేటీ నిర్వహించనున్న ఆ పార్టీ తమ ఎమ్మెల్యేల కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ముప్పై వరకు గదులు బుక్ చేసింది ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే వదులుకోవడానికి తామేమీ అసమర్థులం కాదని యడ్యూరప్ప అన్నారు రేపు జరిగే భాజపా పక్ష భేటీలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు పదమూడు నెలల పాటు వారికి అవకాశం ఇచ్చామన్న యడ్యూరప్ప ఎన్నికలకు అవకాశం లేకుండా చూస్తామన్నారు స్పీకర్ నిర్ణయం తర్వాత అవసరమైతే తమ నూట ఐదు మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ను కలవడం లేదా ఢిల్లీ వెళ్లడం కానీ చేస్తామని చెప్పారు అవినీతికి తావు లేకుండా ప్రణాళికాబద్దంగా అభివృద్ది జరిగేలా కొత్త పట్టణ విధానం రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు చట్టాల ప్రకారమే నగర పాలన జరిగేలా అధికారులు ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని స్పష్టం చేశారు కొత్తగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు త్వరలోనే పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరిగేలా తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు పట్టణ విధానంతో పాటు నూతన గ్రామీణ విధానం కొత్త రెవెన్యూ విధానం కూడా రూపొందించాలని కేసీఆర్ సూచించారు తెలంగాణ నూతన అర్బన్ పాలసీ రూపకల్పనపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ త్వరలో అసెంబ్లీని సమావేశపరిచి కొత్త చట్టాలు తెస్తామన్నారు కొత్త అర్బన్ పాలసీలో భాగంగా మున్సిపల్ చట్టం కార్పొరేషన్ చట్టం హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టాల్ని కొత్తగా తీసుకురావాలని సూచించారు రెండు మూడు రోజుల్లో త్వరలోనే ఈ చట్టాల ముసాయిదాలను సిద్ధం చేయాలని కోరారు అవినీతికి అక్రమ కట్టడాలకు అవకాశం ఉండకూడదన్నారు పచ్చదనం పరిశుభ్రత ఉండేలా నగరాలు పట్టణాలు తీర్చిదిద్దడానికి ఉపయోగపడేలా కొత్త చట్టాలు ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు ఈ చట్టాల ప్రకారమే నగరపాలన జరిగేలా అధికారులు ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు ఎవరైనా బాధ్యతలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందన్నారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో ఆయా జిల్లాల కలెక్టర్లు క్రియాశీల పాత్ర పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతామన్నారు ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా నగరాలు పట్టణాల ప్రాధాన్యతలు సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసమే వ్యయం చేయాలన్నారు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు త్వరలో నాలుగు చోట్ల పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు ఏటా ఏడు వేల కోట్లు ఐదేళ్లలో ముప్పై ఐదు వేల కోట్లు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేట్లు స్థానిక సంస్థలు తయారు కావాలన్నారు గ్రామాలు పచ్చగా పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యత నిర్వహించాలో ఆ సమ్మేళనాల్లో చర్చించనున్నట్లు తెలిపారు సమ్మేళనాల తర్వాత అధికారులతో కూడిన వంద ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహింపజేస్తామన్నారు పచ్చదనం పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు మూడు నెలల్లో గ్రామాల్లో మార్పు కనిపించాలన్న కేసీఆర్ గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు ఎంజీఎంలో నెలకొన్న సమస్యలు ఆసుపత్రి అభివృద్ధికి కావలసిన వసతులపై కాకతీయ వైద్య కళాశాలలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి committee chairman collector Prashanth Jeevan పాటిల్తో పాటు ఎంపీలు బండా ప్రకాష్ పసునూరి దయాకర్ శాసనసభ్యులు పాల్గొన్నారు అంతకుముందు ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరిన భవనాల పరిస్థితిని ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారిని అడిగి ఈటెల తెలుసుకున్నారు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఈ హాస్పిటల్ తీర్చిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆదేశించడం జరిగింది ఈ హాస్పిటల్ కు సంబంధించినటువంటి ఎంఆర్ఐ గాని సిటీ స్కాన్ గాని ఎక్స్ట్రా బెడ్స్ గాని ఐసీయూ బ్లాక్ గాని మిగతా భవనాల రినోవేషన్ గాని ఇవన్నిటికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తర తెలంగాణ ప్రజానికానికి హైదరాబాద్ లో ఏ వైద్యం అయితే అందుబాటులో ఉంటుందో సూపర్ స్పెషాలిటీ అయితే అందుబాటులో ఉంటుందో అన్ని రకాల అందుబాటులను ఇక్కడ చేసే ఆస్కారం ఉన్నది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జగన్ సొంత జిల్లాలో రేపు పర్యటించనున్నారు జులై ఎనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కడప జిల్లా నుంచే జగన్ రైతు దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు అక్కడి నుంచి సమీపంలోని గండి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామివిని దర్శించుకుంటారు ఆలయం సమీపంలోనే మూడు కోట్ల రూపాయలతో చేపట్టే ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు పులివెందులలో యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసే అరటి పరిశోధనా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు అనంతరం జమ్మలమడుగు సమీపంలోని కన్నెలూరు బహిరంగ సభ వేదిక వద్దకు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇరవై స్టాళ్లను సందర్శిస్తారు అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు సభా వేదిక నుంచే పెంచిన వైఎస్సార్ పింఛన్ల పథకాన్ని కొందరు లబ్దిదారులకు అందజేయనున్నారు ఈ మేరకు కడప జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్లో విత్తనాల కొరత ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కన్నబాబు ఆరోపించారు రైతు దినోత్సవ ఏర్పాటు చారిత్రాత్మకమైన ఘట్టమని చెప్పిన ఆయన ఆగస్టులో కడపలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు కడప జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని మామిడి చీనీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కన్నబాబు స్పష్టం చేశారు నాటికి కేవలం యాభై వేల క్వింటాల లోపు వేరుశనగ విత్తనాలు మాత్రమే ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది రెండు రోజుల క్రితానికే మూడు లక్షల పదమూడు వేల క్వింటాల వేరుశనగ విత్తనాలని రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది ఇది కాకుండా కావాల్సిన అంతా కూడా నాణ్యమైన విత్తనం సేకరించాలని చెప్పినప్పుడు ఒరిస్సా నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి బరోడాలో ఉన్నది అక్కడ కూడా పంపించి తెప్పిస్తాం ఎక్కడ కూడా విత్తన కొరత రానివద్దు ఎంతైనా సరే అదనంగా డబ్బులు పెడతామని చెప్పి చెప్పారు సీఎం గారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్పై వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు సోంపేట మండలం పలాసపురంలోని పంచాయతీ కార్యాలయంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులు అంగన్వాడీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్లారు అక్కడకు వచ్చిన వైకాపా వర్గీయులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఈ ఘటనపై ఎమ్మెల్యే అశోక్ సోంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘర్షణలో ముగ్గురు తెలుగుదేశం నాయకులకు గాయాలైనట్లు ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో మహిళా సంఘాల సభ్యులను తొలగించిన వివాదంలో తెలుగుదేశం వైకాపా కార్యకర్తలు కత్తులు దూసుకున్నారు ఈ ఘటనలో ముగ్గురు తెలుగుదేశం ముగ్గురు వైకాపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా రుయా స్విమ్స్లకు తరలించారు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో పంచాయతీ కుళాయి దగ్గర నీటిని పట్టుకునేందుకు వెళ్లిన తమను దూషించి దాడి చేశారని తెలుగుదేశం కార్యకర్త విద్యాధర్రావు ఆయన భార్య మీనా ఆరోపించారు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడులో జరిగిన ఘర్షణలో నలుగురు తెలుగుదేశం ఇద్దరు వైకాపా కార్యకర్తలు గాయపడ్డారు నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని ఎల్ఏ సాగరం గిరిజన కాలనీలో ఒకరు దాడి చేసుకున్నారు అనంతరం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఇరు వర్గాలు పోటాపోటీగా ధర్నా చేశాయి గొడవలకు బాధ్యులైన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు సార్వత్రికంలో భాజపా నూట అరవై సీట్లకే పరిమితమైతే తమ మీద ఆధారపడాల్సి వస్తుందని తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతీయ పార్టీలు అంచనా వేసి బొక్కబోర్లా పడ్డాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు తిరుపతిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జావడేకర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పిన నేతలను ప్రజలు ఇళ్లకు పరిమితం చేశారంటూ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సార్వత్రిక ఎన్నికల్లో పదిహేడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదన్న జావడేకర్ ఏ ప్రధానికి సాధ్యం కాని రీతిలో రెండోసారి ఎన్నికల్లో మోదీ భారీ మెజార్టీ సాధించారన్నారు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగాయి కాబట్టి తెరాస స్వతహాగా అధికారంలోకి రాగలిగిందన్నారు Last time in Andhra Pradesh, catching up with TDP. Because of Narendra Modi's support, TDP came to power. Now they are out of power. What this election tells in Andhra Pradesh, if or anywhere, if you abuse Prime Minister Narendra Modi, you will be out of power. And this is what has happened all over. Telangana, therefore, preponed their assembly election because they knew if the elections were would have been simultaneous, they would not have got clear majority. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది ఇది వరకు ఆ పదవిలో ఆయన్ని నియమించిన ఏపీ సర్కార్ లాభదాయక పదవుల్లో ఆ పోస్టు ఉండటంతో ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకుంది తాజాగా ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవిని లాభదాయక పదవుల నుంచి ప్రభుత్వం తొలగించింది ఈ మేరకు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు అనంతరం విజయసాయిరెడ్డిని తిరిగి ఆ పదవిలో నియమించిన జగన్ సర్కార్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది అక్రమంగా నిర్మించిన ఇంట్లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి ఆ ఇంటిని తక్షణమే ఖాళీ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ను కోరినట్లు తెలిపారు ఆ ఇంటితో సంబంధం లేదని ప్రభుత్వానికి ఇచ్చామని గతంలో చెప్పిన లింగమనేని రమేష్ ఇప్పుడు తనదేనని అంటున్నారని ఆరోపించారు తాను ఉంటున్న ఇల్లు సీఆర్డీఏ ల్యాండ్ లో సేకరించిందని ప్రభుత్వ నివాసమని చంద్రబాబు గతంలో చెప్పారని రామకృష్ణారెడ్డి తెలిపారు ఇంటి అద్దె కూడా తీసుకున్నారని ఆరోపించిన ఆయన వాటి వివరాలను శాసనసభ కార్యదర్శిని అడిగానన్నారు సమాచారం అందగానే ఆధారాలతో సహా బయట పెడతానని రామకృష్ణారెడ్డి తెలిపారు అసలు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఆ రోజున ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు అధికారం నుంచి ప్రజలు దించేసేశారు ఇవాళ నేను ఆ ఇంటిని ఖాళీ చేయాలి ఇది ప్రభుత్వం ఆస్తి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన ఇంకా ప్రవర్తిస్తా ఉన్నాడు అని అంటే అసలు ఆ మనిషిని ఏమనుకోవాలి మీ దగ్గర డబ్బు లేకపోతే నేను ఇస్తారండి చెంటు భూమి కొనుక్కోండి ఎందుకంటే మీరు చాలా పేదోళ్ళు కదా సో చెంటు భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సినటువంటి జ్ఞానం కూడా లేకుండా మీరు ఇంకా మనం దాచుకుందాం దోచుకుందాము ఇంకా ఆక్రమించుకుందాం అనే రీతిని మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేను సవినయంగా కోరుకుంటున్నానండి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపణలపై తెలుగుదేశం మండిపడింది కృష్ణానది కరకట్టపై ఆర్కే దందా జరుగుతోందని పత్రికా ప్రకటనలో తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు మంత్రి పదవి రాకపోవడంతో అక్రమాల పేరుతో రామకృష్ణారెడ్డి వసూళ్లకు తెరతీశారని ఆరోపించారు మంగళగిరి నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టిన వారిని బెదిరిస్తున్నారన్నారు ఆర్ అంటే రౌడీయిజం కే అంటే కరకట్ట అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహారం ఉందని మండిపడ్డారు చేతగాని పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా అన్నది చెప్పాలని రామకృష్ణారెడ్డిని అనురాధ డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు అన్నారం బ్యారేజ్కు కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహం కొనసాగుతోంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిల్వ చేస్తున్న నీటిని కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా గ్రావిటీ కెనాల్లోకి పంపిస్తున్నారు ఆ నీరు అన్నారం బ్యారేజ్కి చేరుతోంది గత నెల ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించగా మేడిగడ్డ వద్ద ముప్పై గేట్లు మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నారు కన్నేపల్లి పంప్ హౌస్లో ఒకటి ఆరో పంపుల ద్వారా నాలుగు వేల ఐదు వందల క్యూసెక్కుల నీరు అన్నారం బ్యారేజ్కి చేరుతోంది గోదావరి నీరు రాక చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కొనసాగనున్న సచివాలయం కూల్చివేత సహా నూతన అసెంబ్లీ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని వివేక్ వెంకటస్వామి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు హైదరాబాద్ హయత్ ప్యాలెస్ లో జరిగిన ఈ సమావేశంలో అన్ని పార్టీల తెలంగాణ శాఖల అధ్యక్షులు సహా పర్యావరణవేత్తలు సామాజికవేత్తలు పాల్గొన్నారు కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న నియంత్రిత పోకడలను అడ్డుకుని తీరుతామని నేతలు చెప్పారు హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో గత రాత్రి జరిగిన వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య వెనుక ఆయన వ్యాపార భాగస్వామి కోగంటి సత్యం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు దారితీసినట్లు వివరించారు ఈ మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం విజయవాడలోని కోగంటి సత్యం ఇంటికి వచ్చి తనిఖీలు చేశారు కొన్నేళ్లుగా రాంప్రసాద్ కోగంటి సత్యం భాగస్వాములుగా ఉక్కు వ్యాపారం చేస్తుండగా ఇటీవల వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం ఈ క్రమంలో గత రాత్రి పంజాగుట్టలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి వస్తున్న రాంప్రసాద్ పై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు రాంప్రసాద్ కుటుంబ సభ్యులు కోగంటి సత్యంపై అనుమానాలు వ్యక్తం చేయగా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు లావాదేవీలు తగాదాలు ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సో అది కారణమని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది దీంట్లో ముఖ్య నిందితుడు అతను కోగంటి సత్యం అని ఉన్నాడు అతను అతని అనుచరులు దాడి చేసి గాయపరిచి అతన్ని హత్య చేయడం జరిగింది ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని రాజీనామా తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్న వేళ ఆయన వారసుడి ఎంపికపై పార్టీ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్నట్లు సమాచారం పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ ను గమనిస్తే సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో మొదట ఉన్నట్లు తెలుస్తోంది అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా కాంగ్రెస్ కు తీరని లోటుగా పేర్కొన్న అమరీందర్ సింగ్ యంగ్ ఇండియాకు యువ నాయకత్వం అవసరమని ట్విట్టర్లో ప్రస్తావించారు ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దృష్టి పెట్టాలని సూచించారు దేశంలో యువతను క్షేత్రస్థాయిలో ఆకట్టుకునే నాయకుడిని ఎంచుకోవాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుకుబడి గుర్తింపు ఉన్న యువ నాయకుల్లో సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధియా ఉండగా వారిద్దరిలో ఒకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం